Hello students welcome to Achievers Academy Achievers Academy ఛానల్లో తిరిగి మీ అందరికీ కూడా స్వాగతం ఈరోజు ఒక ఇంపార్టెంట్ వీడియోతో uh, మీ ముందుకు రావడం జరిగింది that is something about mains examination mains examination మీరు రాసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు ఏవైతే మీరు పాటించాలి what are the main things demand of the question ఎలా అర్థం చేసుకోవాలి అసలు ఆన్సరింగ్కి రైటింగ్కి మధ్య ఉన్నటువంటి తేడా ఏంటి ఇటువంటి విషయాలన్నీ కూడా మనం మాట్లాడదాము so first of all first and the foremost మీ మెయిన్స్ ఎగ్జామినేషన్లో యూ షుడ్ ఆల్వేస్ రిమెంబర్ మొత్తం ఆరు పేపర్లు ఉన్నాయి ఈ ఆరు పేపర్లకు సంబంధించినటువంటి డిస్క్రిప్టివ్ అప్రోచ్ అంటే ఆన్సర్ రైటింగ్ అప్రోచ్ ఏదైతే ఉంటుందో అది ఆల్మోస్ట్ అన్ని పేపర్స్కి కూడా సిమిలర్గానే ఉంటుంది కాకపోతే ఏంటంటే approach will be the same కానీ మీరు పట్టాల్సింది ఏంటంటే డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ ఈ డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ని మీరు అర్థం చేసుకోకపోతే you will be following into a big trouble అంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి కారణం ఏంటంటే సి మనల్ని పోటీ పరీక్షల్లో టీఎస్పిఎస్సి కానీ లేదంటే ఏపీపిఎస్సి కానీ రెండు అప్రోచెస్ని ఫాలో అవుతూ ఉంటారు first of all there is something call writing దీని దీన్ని రైటింగ్ అని చెప్పేసి అంటామా ఇంకొక దాన్ని ఏమంటామంటే ఆన్సరింగ్ అని చెప్పి చెప్తాం one is call writing and the other is call answering అసలు రైటింగ్ ఆన్సరింగ్ రెండు ఒక్కటే కదా సార్ ఎందుకు దీన్ని డిఫరెన్షియేట్ చేస్తూ ఉన్నాము జాగ్రత్త వినాలా సింగ్ writing whenever we say writing writing is something which you can write anything ఏదైనా కూడా మీరు రాసేటటువంటి ఒక అవకాశాలు ఉంటాయి you will write a story మీరు ఒక కథ రాయొచ్చు you will write a poem ఒక గేమ్ రాయొచ్చు you will write a song ఒక పాట కూడా మీరు రాయొచ్చు And this will not have any end. It is endless because it is your own approach. అది మీ యొక్క సొంత అప్రోచ్గా ఉండబోతుంది కాబట్టి అది ఎండ్లెస్గా మనం భావిస్తాం అండ్ ఇక్కడ మీ ఒపీనియన్ అంతా కూడా ఇండివిజువల్ ఒపీనియన్ పర్సనల్ ఒపీనియన్ అన్నదాన్ని మీరు ప్రజెంట్ చేయొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ బయోగ్రఫీ అని చెప్పి మనం రాస్తూ ఉంటాం ఆటోబయోగ్రఫీ ఏదైతే మనం రాసుకుంటూ ఉంటామో ఆ బయోగ్రఫీలో పాయింట్స్ అన్నవి మనం ఓన్గా రాసుకోవచ్చు అంటే it is our own choice ఎవరు నన్ను అడగలేదు nobody have ask me to write the biography of Shravan కానీ నేను రాసుకుంటున్నాను కానీ ఎవరైనా కూడా అడిగితే దానికి రెస్పాన్స్గా మనం రాసేటటువంటి దాన్ని ఆన్సర్ అని చెప్పి చెప్తాం ఆన్సరింగ్ అంటే it is also written part కానీ it is a response to the question it is a response to the question ఏదైనా కూడా ఒక క్వశ్చన్ని అడిగితే దానికి సంబంధించినటువంటి ఆన్సర్ దానికి సంబంధించినటువంటి ఏదైతే రెస్పాన్స్ ఉంటుందో దాన్ని మనం ఆన్సర్ అని చెప్పి చెప్తాం ఇంకా సింపుల్గా దీన్ని మనం చెప్పుకోవచ్చు ఎలా అంటే టీఎస్పిఎస్సి క్వశ్చన్స్ ఇస్తే ఏపీపిఎస్సి క్వశ్చన్స్ ఇస్తే గ్రూప్ వన్లో we should answer we should not write ఓకేనా రైటింగ్ అన్నదాన్ని ఎండ్లెస్ అప్రోచ్గా ఉండబోతుంది ఆన్సరింగ్ అన్నది దానికంటూ ఒక లిమిట్ ఉంటుంది దానికంటూ ఒక బాక్స్ని మనము క్రియేట్ చేసుకోగలగాలి ఎందుకు బాక్స్ అని చెప్తున్నానంటే మనము అవుట్ ఆఫ్ ద బాక్స్ ఎప్పుడు కూడా వెళ్ళొద్దు ఫర్ ఎగ్జాంపుల్ మనల్ని ఒక క్వశ్చన్ అడిగినారు something about right to property right to ప్రాపర్టీకి సంబంధించినటువంటి క్వశ్చన్ మనల్ని అడిగినట్లయితే ఈ రైట్ టు ప్రాపర్టీకి మించి ఎక్కడ కూడా అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళవద్దు ఎస్ రైట్ టు ప్రాపర్టీ అనేది ఒక ఫండమెంటల్ రైట్ కానీ ఇప్పుడు రైట్ టు ప్రాపర్టీ అనే ఫండమెంటల్ రైట్ లేదు it is currently not a fundamental right ఎప్పుడైతే రైట్ టు ప్రాపర్టీ అనేది ఫండమెంటల్ రైట్ లేకుండా పోయిందో అది ప్రస్తుతం ఎక్కడ ఉన్నది ఈ లిమిట్ అసలు రైట్ టు ప్రాపర్టీ ఎందుకు ఫండమెంటల్ రైట్లో లేదు దానికి సంబంధించినటువంటి కేస్ స్టడీస్ ఏంది ఇవన్నీ కూడా మనం అప్రోచ్ అన్నది ఉండాలి అంటే ఆన్సరింగ్ సింపుల్ సెన్స్లో ఏంటంటే it is a response to the question and also it will have so it ha have certain limits or it will have certain end conclusion అన్నది వస్తుంది there will be a end ఇక్కడ కన్క్లూజన్ ఉండకపోవచ్చు ఇక్కడ మనము ఒక కథ రాస్తూ ఉంటే biography of Shravan biography of Shravan part one biography of Shravan part two ఇక్కడ ఆన్సరింగ్ అట్లా రాయలేము ఈ క్వశ్చన్కి part one answer part two answer అని చెప్పేసి మనం రాయం కాబట్టి ఈ ఒక్క పాయింట్ని కూడా అందరు గుర్తుపెట్టుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం ఒక క్వశ్చన్ తీసుకుందాం let say uh, we'll take a question. See, uh, question it lays to Narama. Suppose rise of nationalism after revolt of 1857. Question ఏమడిగారు rise of nationalism after revolt of eighteen fifty seven చాలామంది అభ్యర్థులు చేసేటటువంటి మిస్టేక్ ఏంది ఒకసారి మనం చూద్దాము if or if they answer. Right or answer. ఓకేనా దీనికి తేడా ఏందో గమనించేటటువంటి ప్రయత్నం మనం చేద్దాం సి కీవర్డ్స్ అబ్జర్వ్ చేయాలి ప్రతి క్వశ్చన్లో కూడా ఒక కీవర్డ్ ఉంటుంది ఆ కీవర్డ్ని కనుక మీరు పట్టినట్లయితే ఆన్సర్ రైటింగ్ అనేది కేక్ వాక్ అయిపోతుంది see rise of nationalism after revolt of eighteen fifty seven okay question అర్థమైపోయింది revolt of eighteen fifty seven తరువాత భారత జాతీయ ఉద్యమం లేదంటే nationalism feeling of national sentiment ఏ రకంగా పెరిగిందన్నటువంటిది క్వశ్చన్ సాధారణంగా అభ్యర్థుల యొక్క దృష్టి అన్నది ఏ రకంగా పోతుందంటే ఏ ఏ ఏ మార్గంలో పోతుందనంటే revolt of eighteen fifty seven ఉన్నది కదా ఇదే కదా క్వశ్చను ఇదే అడిగారు కదా దీనికి ఆన్సర్ రాస్తే సరిపోతుంది కదా అని చెప్పి అనుకొని revolt of eighteen fifty seven అసలు ఎందుకు వచ్చింది why it came where it came ఎక్కడ ఈ revolt of eighteen fifty seven అనేది వచ్చింది ఏ ప్రాంతంలో బీహార్లోని ఏ ప్రాంతం ఢిల్లీలోని ఏ ప్రాంతం సౌత్ ఇండియాలో ఉన్నదా లేదా ఎక్కడెక్కడ ఈ revolt of eighteen fifty seven ప్రాముఖ్యత చెందినది who participated revolt of eighteen fifty సెవెన్లో ఎవరెవరు పాల్గొన్నారు ఓకే దీని యొక్క అవుట్కమ్ ఏంటి what is the outcome what is the final conclusion of this revolt of eighteen fifty seven దాని తర్వాత వచ్చినటువంటి చట్టాలు కౌన్సిల్స్ యాక్ట్ లాంటి ఇలాంటివి యాక్ట్స్ ఏవైతే వచ్చినాయో అవన్నీ కూడా మీరు రాస్తూ ఉంటారు కానీ ఒకటి గుర్తుపెట్టుకోనమ్మా revolt of eighteen fifty seven అన్నది మిమ్మల్ని క్వశ్చన్ అడగలేరు రైటింగ్ అంటే ఈ రకంగా రివోల్ట్ ఆఫ్ ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్కి సంబంధించి మీకు ఏమి గుర్తొస్తుందో మీకు ఏమి చదువుకొని ఉంటారో అన్నీ కూడా మీరు ప్రజెంటేషన్లో ఇన్కల్కేట్ చేస్తూ ఉంటారు కానీ ఆన్సరింగ్ ద క్వశ్చన్ అంటే ఏంటంటే జాగ్రత్త వినాలా question demand of the question ఇక్కడ అర్థం చేసుకోవాలి ఏంటంటే రైజ్ ఆఫ్ నేషనలిజం ఓకేనా రైజ్ ఆఫ్ నేషనలిజం ఇది డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ కానీ దీనికి ఒక కండిషన్ పెట్టింది టీఎస్పిఎస్సి కానీ ఏపీపీఎస్సి కానీ కండిషన్ ఎట్లా పెట్టారంటే rise of nationalism after the revolt of eighteen fifty seven అంటే మనకి ఇక్కడ పాయింట్ అర్థం కావాల్సిందేంది ఆన్సరింగ్లో eighteen hundred and fifty seven కన్నా ముందు ఏదైతే జాతీయ పోరాట స్ఫూర్తి ఉన్నిందో నేషనలిజం సెంటిమెంట్ ఏదైతే ఉన్నిందో దానిని మనం ఇక్కడ అడ్రస్ చేయరాదు కానీ ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ తరువాత whatever happen for the nationalism spread Indian National Congress ఏర్పాటైందా దాని తర్వాత ఏదైనా కూడా రివోల్ట్స్ జరిగినాయా ఏదైనా కూడా అదర్ రివోల్ట్స్ జరిగినాయా మహాత్మా గాంధీ లాంటి ఫ్రీడమ్ ఫైటర్ ఎమర్జ్ అయినాడా ఓకే దాంతో పాటుగానే you can also inculcate their home rule movement home rule movement satyagrahas మీరు రాయొచ్చు క్విట్ ఇండియా మూమెంట్ గురించి మీరు రాయొచ్చు కానీ ఇవన్నీ కూడా whatever I have written here they are that something happened after 1857. So క్వశ్చన్ని డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ని మీరు అర్థం చేసుకొని మీరు ఈ రకంగా ప్రజెంటేషన్ చేసినట్లయితే డెఫినెట్లీ మీరు ఒక రైట్ అప్రోచ్లో వెళ్తున్నట్టు డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ అర్థం చేసుకోకుండా అసలు రివోల్ట్ ఆఫ్ ఎయిటీన్ ఫిఫ్టీ సెవెనే మనల్ని అడగలేరు కాబట్టి దానికి రెస్పాన్స్ అన్నది మీరు ఎప్పుడు కూడా చేయకూడదు సో ఈ రకమైన అప్రోచ్ని మీరు ఫాలో అవ్వండి మెయిన్స్లో దృష్టి పెట్టండి మెయిన్స్ మీ మీ మీ ఐస్ అన్నవి మొత్తం క్వశ్చన్ మీద పోవాలా కీవర్డ్ ఆఫ్ ద క్వశ్చన్ ఉంటాయి ట్రాప్ ఉంటుంది క్వశ్చన్లో ప్రతి క్వశ్చన్లో ఒక ట్రాప్ మిమ్మల్ని ట్రాప్ చేసే ప్రయత్నం ఇక్కడ మిమ్మల్ని ట్రాప్ చేసే ప్రయత్నం revolt of eighteen fifty seven అని చెప్పి ఇచ్చినారు ఓకేనా సో దాని తర్వాత జరిగినటువంటి ఉద్యమాలు దాని తర్వాత జరిగినటువంటి భారత జాతీయ ఉద్యమం గురించి రాయవలసి ఉంటుంది సో ఈ రకంగా మీరు మీ ప్రజెంటేషన్ని పెట్టండి క్వశ్చన్ జాగ్రత్తగా చదవండి డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ని అర్థం చేసుకోండి థ్యాంక్ యూ జై హింద్